ఇతను African super star Addis Ababa ఇతను ప్రముఖ జిమ్ ఇన్స్ట్రక్టర్ ఎస్ నేనే ఆడిస్ అబబ్బా నేను సూపర్ స్టార్ నే కాదు సూపర్ ట్రైనర్ ని కూడా ఎందరో యాక్షన్ హీరోస్ కి నేను ట్రైనింగ్ ఇచ్చాను ఆర్నాల్డ్ స్టాలన్ జాకీ చాన్ నాకు నైజ్ ఎక్విప్మెంట్ కోసం ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటాను ఈ మొహం ఎక్కడో చూ నాకు ఒక అద్భుతమైన యంత్రం దొరికినది అదే ఈ స్లిమ్ అండ్ యంగ్ ఇది పలు పలు పలు విధాలా పనిచేస్తుంది hey pop singer chutney Spears నేను పాడ్ పాప్ రింగ్ నా గొంతు బాగుండాలంటే ఏం కావాలి ఒక హ్యాండ్ మంచి mic no no no no గొంతు బాగుండాలంటే లంగ్స్ స్ట్రాంగ్ గా ఉండాలి లంగ్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే స్టమక్ స్ట్రాంగ్ గా ఉండాలి మరి స్టమక్ స్ట్రాంగ్ గా ఉండాలంటే స్లిమ్ అండ్ యంగ్ ఒక్కటే గటప్పులేమిటి గటప్పులేమిటి నేను రోజూ తిని వాడతాను పాటల ముందు పాటల తర్వాత మరి మీరు ఈయన గొప్ప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 బుల్లి బుల్లి హెలికాప్టర్లే కాదు పెద్ద పెద్ద జంబో జట్లను కూడా అవలీలగా తోలగలుగుతున్నాను సౌందర్య రహస్యం సోప్ కాదు స్లిమ్ అండ్ యంగ్